అంతయు నీవే హరి పుండరీకాక్ష అంతయు నీవే హరి పుండరీకాక్ష చింతనాకు నీవే శ్రీ రఘురామా అంతయు నీవే హరి పుండరీకాక్ష చింతనాకు నీవే శ్రీ అంతయు నీవే హరి పుండరి కాక్ష కులమును నీవే గోవిందుడానా కలిమియు నీవే కరుణానిధి కులమును నీవే గోవిందుడానా కలిమియు నీవే కరుణానిధి తలపును నీవే ధరణీధరానా తలపును నీవే ధరణీధరానా నెలవును నీవే నీరజనాభా అంతయు హరిపుండరీకాక్ష చంతనాకు నీవే శ్రీ రఘురామా అంతయు నీవే హరిపుండరీ కాక్ష తనువును నీవే దామోదరానా మణికియు నీ మధుసూదనా తనువును నీవే దామోదరానా మణికియు నీవే మధుసూదనా వినికియు నీవే విటలుడానా వినికియు నీవే విటలుడానా వెనక ముందు నీవే విష్ణుదేవుడా అంతయు నీవే హరి పుండరీకాక్ష చింతనాకు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరి పుండరీకాక్ష పురుషోత్తమా కొన నట్ట నడుము నీవే నారాయణ పుట్టుగు నీవే పురుషోత్తమా కొన నట్ట నడుమ నీవే నారాయణ ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా నాకు ఇట్టే నరుడా నాకు నెట్టన గతి ఇంకా నీవే నీవే అంతయు నీవే హరిపుండరీకాక్ష చెంత నాకు నీవే శ్రీ రఘురామా అంతయు నీవే హరిపుండరీ కాక్ష